హలో అండి అందరికీ నమస్తే కృష్ణాష్టమి శుభాకాంక్షలు కార్తికేయ ఇంత గొప్ప విజయం సాధించి అందులో కృష్ణాష్టమి టైంలో కూడా ఇంత జనాదరణ పొంది ఈ రేంజ్లో ఉండటం అనేది గొప్ప విషయం డైరెక్టర్ గారు మీరు జనరల్గా రీసెర్చ్ చేసి ఉంటారు కదా ఈ కథ అనుకున్నప్పుడే కృష్ణుడి మీద అంతా చేశారు కదా కృష్ణాష్టమి దాని గురించి చూస్తే రెండు మాటలు చెప్పి జన్మాష్టమి అండి ఆయన పుట్టిన అంటే ఏం లేదండి కృష్ణుడు జన్మం ఏదైతే ఉందో ఆయన పుట్టిన దగ్గర నుంచి ఏదైతే ఉందో అది నిజంగానే ఒక జీవితం ఓకే మీకు తెలుసు కదా ఆయన పుట్టాడు జైల్లో పుట్టాడు ఆయన ఓకే ఓకేనండి అందులోంచి ఎలా బయటకు వచ్చాడు ఎలా పెరిగాడు అనే దాని మీద ఒక ఫిలాసఫీ ఉంది మన మనిషి ఫిలాసఫీ సో దా మనకి ఏంటంటే ఆ పండగ ఎందుకు చేస్తామంటే ఊరికినే ఆ టైము ఆ టైం వచ్చినప్పుడు ఏదైనా పాటల ద్వారానో లేదంటే పద్యాల ద్వారానో కొంచెం తెలుసుకుంటాము ఆ ఫిలాసఫీ తెలుసుకుని వే ఆఫ్ లైఫ్ ఉంటుంది అనేది ఈ పిల్లల పాదాలు కూడా ఇప్పుడు ఈ టైంలోనే సార్ చిన్న పిల్లలకు ఈ టైంలోనే హర్షకి ఏం ట్రై చేద్దామని అంటే ఎలా ఎలా ముంచి త్యాగం చేసే ఉంటేనే దానిని పొందగలవు ఈ కార్తికేయ ఎలా పుట్టింది కృష్ణ కృష్ణాష్టమి సందర్భంగా కార్తికేయ అష్టమి <laughs> అది ఎలా పుట్టింది అనే దాని మీద ఒక అదేం లేదండి అంటే ఫస్ట్ ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఈయన గురించే చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు అడపదడప ఆలోచిస్తున్నప్పుడు మనం మన అనుభవం కేర్ గారి సీన్ ఉంది కదండి ఈ సినిమాకి ఆద్యం ఆ సీనే అండి ఓహో ఈ సినిమాకి ఫస్ట్ సీనే రాసుకుంది కూడా అదే సీన్ అనమాట సో అంటే నాకు మనం భాగవతంలో చదివేటప్పుడు ఆయన మధురాన్ నుంచి ద్వారక మార్చేశారు అనేది మనం చదువుకుంటాం ఎలా మార్చారు ఏం మార్చారు అనేది కొంచెం ఉంటుంది సముద్రుని ఇలా తప్పుకోనగానే సముద్రం తప్పుకుంది అక్కడ ద్వారకా నగరం నిర్మించారండి కానీ అది కాదండి సముద్రంని నిజంగానే ఒక ఆర్కిటెక్ట్గా ఫీల్ అయ్యి అప్పట్లో ఉన్న ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకుని ఆయన ఒక డిజైన్ చేశాడు అది నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం కృష్ణుడు చిన్న విషయం అనుకుంటున్నావా అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర టెంపుల్కి వెళ్ళేటప్పుడు మన మైండ్ విల్ బి క్లియర్ అనమాట we wouldn't have any other thoughts క్లారిటీలో మంచిగా ఆలోచించాలన్న ఆ కాన్సెప్ట్ మన లోపలే ఉంటుంది గుడికి బయలుదేరి లోనికి వెళ్ళే ముందు ఇది అనుకుని ఇది ఈ మూడు కోరుకొని ఇవి అయితే అనుకొని వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడంగానే మొత్తం అన్ని మర్చిపోయి అలా చూసుకుని దండం పెట్టుకొని అవునండి ఈసారి అంటే కృష్ణ జన్మాష్టమి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉట్టి కొట్టడం దాని తర్వాత కృష్ణుడి పిల్లలందరూ వేసుకొని ఆ వెన్న ఇవన్నీ నాకు తెలిసి ఈరోజు దాంతోపాటు మన సినిమా కూడా చూద్దాం అని అందరూ ఫిక్స్ అవుతున్నారు మళ్ళీ చూద్దాం చూద్దాం so this very very happy మీరు ఎప్పుడన్నా అంటే హిట్ కొడతారు కానీ ఎప్పుడన్నా ఉట్టి కొట్టారు <laughs> <laughs> హిట్ కొడతారు ఛాలెంజ్ తెలుసు సినిమా అంటే ఎస్పెషల్లీ కాలనీస్ లో ఉన్నప్పుడు అందరు అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఇంకేం చేయాలి కృష్ణుడు పక్కనే ఉన్నాడు <laughs> నువ్వు నీ నీ జర్నీ అసలు ఇక కథ ఎన్న దగ్గర నుంచి ఎన్నాళ్ళు నిన్ను ఎప్పటి నుంచి ట్రావెల్ <laughs> అవుతావు నువ్వు కూడా దీంట్లో ఎప్పుడు పుట్టావు చెప్పండి ఎప్పుడో పుట్టాను సార్ ఈమె ఎప్పుడో చెప్పారు అయితే ఫస్ట్ మొత్తం ఉంటుంది అన్నారు తర్వాత సెకండ్ హాఫ్లో పెట్టారు నాకు టెన్షన్ సెకండ్ హాఫ్లోనే ఉంచుతారా ప్రీక్లో క్లైమాక్స్ దగ్గర మీ నీ విషయంలోనే మీరు ఐడియా ఇచ్చినట్టున్నారు నెక్స్ట్ మొత్తం సముద్రంలో కదండి కింద బొలేరో దొరుకుతుంది కదండి బొలేరో కూడా seriously we are so much fun ఎందుకంటే నేను కార్ గురించి పబ్లిసిటీ చేస్తున్నావు తెలియదు కానీ <laughs> అది ఒక క్యారెక్టర్ అయిపోయిందా ట్రక్ మీద మనం ఎన్ని తిరిగాం రన్ ఆఫ్ కచ్కి వెళ్ళాం గుజరాత్ మొత్తం తిరిగాం దాంట్లో ట్రక్ డేట్ కోసం మనం వెయిట్ చేసాం కదా లాస్ట్ <laughs> పుట్టింది నేనే కదండి అవునండి లాస్ట్ పుట్టింది కూడా అనుకోకుండా పుట్టారు అనుకోకుండా పుట్టారు అనుకోకుండా ఇది బాగుంది లాస్ట్ పుట్టడం చివరి చిన్న అవునండి అంటే కొన్ని అంతేనండి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టు కొన్ని కొన్ని ఎలా ఉంటుందంటే హీరోకి ఫ్రెండ్ ప్రవీణ్ తను ద్వారకా రావాలి ద్వారకాలో ఈయన మేనమామ బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు నాలుగు రోజులు ప్రవీణ్ ఉండాలండి ఏమైందంటే బ్రహ్మాజీ గారికి మనమే ఒక డేట్ చెప్పి వేరే డేట్ మార్చాం పాపం అనుకూలంగా లేదు ప్రవీణ్ కూడా రెండు రోజులు మీరు ఇద్దరు ఇద్దరు కలిపిన రోల్ చేశారు మీరు అప్పుడు ఇంకా నేను సతమతమై సతమతమై ఇలాగే టెర్రస్ మీద అటు నుంచి ఇటు నుంచి అటు హే కృష్ణ ఏంటిది అనగానే ఆయన అప్పుడే డిసైడెడ్ నాహం కర్త హరిహి కర్త ఒరే నేను ఇవన్నీ ఇలా ఉంటాయరా స్వామి నీకు <laughs> నేను అందుకే డైరెక్ట్ ఏం గారికి ఫోన్ చేశాను క్లారిటీ రావట్లేదు శివరాకరణ శివరాకరణ ఈ రిలీజ్ డేట్ తో సహా నేను ఒకటి డిసైడ్ చేస్తాను అని చెప్పాడు బట్ మన టెన్షన్ మంది కదండి అటు నుంచి తిరిగితే సరే ఇవన్నీ ఆ రెండు తీసేసి రెండింటిని మర్జ్ చేసి సదానంద అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసామండి కానీ నేను కూడా మీరు చాలా మీ మెసేజ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను because I also screen tested అంటే ఎవరు చేస్తారు ఇది చాలా మంచి role it has to be amazing అని తర్వాత మీరు ఒక మెసేజ్ పెట్టారు రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నా ఇది చేస్తారని మీరు మన జరిగే ఉంటాయి కదా సార్ వాళ్ళని ఏం పర్లేదు ఆగండి అంటే జరుగుతుంది ఈ రోజు సదానంద నార్త్ లో అరిపిస్తున్నాడు <laughs> చుప్రహారే కాదు ఈవెన్ హిందీలో కూడా గైస్ మీ అందరికీ already that the movie doing extremely extremely well మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంతకుముందు అల్లు అరవింద్ గారు పెద్ద పెద్దలందరూ వచ్చేసి మాట్లాడారు మొన్న దట్ థర్టీ స్క్రీన్స్ ఫార్టీ స్క్రీన్తో స్టార్ట్ అయిన సినిమా ఈరోజు ఇప్పుడు రెండు వేల స్క్రీన్స్లో ఉంది సో అది ఒక మామూలు విషయం కాదు అండ్ కృష్ణుడికి ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ క్రేజ్ సార్ కదా ఇంకా అసలు కృష్ణుడు అంటే బాగా క్రేజ్ ఇంకోటి తెలుగు సినిమాలు అంటే కూడా వాళ్ళకి ఇష్టం అండ్ తెలుగు సినిమా మీద రెస్పెక్ట్ ఆల్రెడీ మనం చూసాం బాహుబలి కానీ పుష్ప కానీ ఇంకొకటి తెలుసా అండి అన్నిటి వల్ల ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం అని ముంబైలో విఎఫ్ఎక్స్ కోఆర్డినేటర్ నిఖిల్ నేను ఈయన అసలు వెళ్ళి ఎలా అని చెప్పి వెళ్తే వాళ్ళు మా బేసిక్గా మన సినిమా స్టఫ్ చూశారు చూసి వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ మేము కొంచెం బాహుబలి తర్వాత ఆ రోజు పుష్ప తర్వాత మాకు ఇలాంటి స్టఫే కావాలండి అని ఆ రోజు వాళ్ళు ప్రిడిక్ట్ చేశారండి గుర్తుందా నీకు తెలుసు రెసిడెన్స్ వాళ్ళు రెసిడెన్స్ కంపెనీ వాళ్ళు ముందే చెప్పారు ఇది మాకు చేయాలి మా ఇలాంటి సినిమా మేము చేద్దాం అనుకుంటున్నాం మాకు దొరికింది ఇప్పుడు ఈవెన్ కాలభైరావు కూడా పాపం అతను అది ఎలా ఉంటుంది హే మా తప్ప హే ఎలా ఉంటాయండి ఆ తర్వాత అనుపమ్ కేర్ గారి దగ్గర ఇచ్చినప్పుడు నేను చూశాను కదండి మొత్తం స్టూడియో అంతా మొత్తం వీళ్ళు కోరస్తో సింగర్స్ వచ్చి ఓ కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియ అని పడుతుంటే నాకు అక్కడే నాకు అర్థమైపోయింది థియేటర్ వైపు వచ్చింది అక్కడే కృష్ణుడు చిన్న విషయం అనుకుంటున్నావా అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను చూసింది రియాక్షన్ ఏంటంటే విజిల్స్ పడుతున్నాయి అంటే నార్మల్గా ఏంటంటే మనం ఏదో ఒక డివోషనల్ సినిమా అలా కాకుండా వి ఒక కార్తికేయ ఫస్ట్లో ఎలా అయితే థ్రిల్స్ అడ్వెంచర్ ఉంటుందో దీంట్లో ఆ మిస్టరీ సస్పెన్స్ అన్నీ ఉంటాయి వాట్ ఐ సో అండ్ తన ఎంట్రీ అప్పుడు హ్యూజ్ అప్లాస్ మీ కామెడీ అప్పుడు ఫుల్ అప్లాస్ అంటే ఎలా అంటే మారుడాల సాంగ్ ఒకటి వస్తుంది అదే ఆ సాంగ్ సాంగ్ ఒకటి వస్తుంది ప్లస్ మీరు ఇది గోస్ పజెస్ దగ్గర గోస్ దగ్గర వైట్ డెజర్ట్ ఎపిసోడ్ నవ్వుతున్నారు జనాలు అంటే దర్ ఎంజాయింగ్ అండ్ ఒక ఎంటర్టైనింగ్ విలేజ్ చెప్పడం వల్ల ఈరోజు ఇంతమంది వస్తున్నారండి ఎందుకంటే పాయింట్ చెప్పినప్పుడు we have to make it interesting so I'm very surprised about that అవునండి చందు <clears throat> మంచి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో వాడాడు అది చూసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటుంది మీ కామెడీ టైం ఎంత మీరు ఎంత ఫ్రెండ్లీ అంటే మీకు సీన్ చెప్పరు టైం <laughs> చెప్పరు తర్వాత రెస్ట్ చెప్పరు కూర్చోండి చెప్పరు మీరు అన్ని తెలుసుకొని అదే అప్పుడప్పుడు అక్కడ లొకేషన్ లో నేను ఇలా కూర్చుంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చందు గారు షూట్ ఉంది కదా హే నీది అయిపోయింది కదా ఇంకా ప్యాకప్ చెప్పలేదా ప్రాబ్లం ఏంటంటేనండి ప్రాబ్లం ఏంటంటే నాకు తనని పంపించబుద్ది మా అందరికి ఎంత ఎంటర్టైనర్ అన్న ఎంత ఇష్టం అవుద్ది మంచి హిట్ అవుద్ది బాగా అనుకున్నారు ఈ హిందీలో ఈ రేంజ్ వెళ్ళటం ఇంత రేంజ్ హిట్ అవటం మీరు అట్లా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి అంటే ఐ మీన్ నాది చెప్తాను చూడండి ఎవరన్నా ఎనీ డైరెక్టర్ అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ డెంట్ పడేది డైరెక్టర్కి ఓపెన్గా టెక్నీషియన్స్ కన్నా హీరో ఈయనకి నాలుగు ఉంటాయి సో ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అందరికి కదా ఈ ముగ్ధ తెనికి కానీ తెనికి అందరికి ఇంపార్టెంట్ అందరూ మనసు పెడతాము బాగా కలిసిపోయింది ఇంకా ఎమోషనల్ మీ సినిమా మీద బట్ ఫస్ట్ డైలమైన పడేది డైరెక్టర్కి సో మామూలుగానే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే బిక్కు బిక్కుమంటూ దడుచుకుంటూ హార్ట్ బీట్ పెరిగిపోతుంటుందండి ఫస్ట్ దానికి తోడు ఇది సీక్వెల్ దేనికి సీక్వెల్ చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి నాకు ఒక లైఫ్ని చూపించిన సినిమా సీక్వెల్ ఇది మూడోది చెప్తుంది కృష్ణుడి గురించి సినిమా కానీ ఏదైనా తేడా వస్తే ఆ గిల్డ్తో నేను గుళ్ళో కూడా వెళ్ళలేనండి బాగాలేదు సినిమా ఎవరు జనాలు చూడలేదు అంటే కానీ ఫేస్ హిమ్ నేను చచ్చిపోయానండి నరాలు తెగిపోయావు నాకైతే భరించలేవని కాదు బట్ నేను నేను ఎవరైతే చూస్తారనుకున్నానో వాళ్ళు కాదురా నాయన ఈ సినిమా చూసేది నన్ను నన్ను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సినిమా చూస్తారని ఆయన హిందీలో అంటే బేసిక్లీ మనకి విష్ నాట్ అంటే కొన్నిసార్లు ఏమవుద్ది మనం రిలీజ్ చేసాక చూడకపోయినా కానీ డబ్బులు బెస్ట్ అవుతాయి బట్ మా ప్రొడ్యూసర్స్ అండి వివేక్ గారు Abhishek garu Abhishek garu already Kashmir files blockbuster కొట్టారు and Vishwa garu and Vivek like very famous producers ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఆ కోటిన్నర ఎక్స్ట్రా అవుతుంది మనకి పబ్లిసిటీ పెట్టేద్దాం అన్నారు వీళ్ళు రిస్క్ అన్నారు అది ఆ రిస్క్ని చూద్దాం ఏమొద్దో వీళ్ళు ఒక గ్యాంబుల్ చేద్దాం అన్నారు ఆ వన్ అండ్ హాఫ్ క్రోర్ మేము హిందీ పబ్లిసిటీ పెట్టడం వల్ల మనం పెట్టడం వల్ల ఈ రోజు వాళ్ళకి తెలిసే సినిమా ఓన్ చేసుకున్నారు ఇప్పుడు మనకి పబ్లిసిటీ ఖర్చు లేకుండా వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటున్నారు సినిమాని of like so good Hindi హిందీలో కూడా అనగానే హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్మాయి చాలా గుడ్ హ్యాపీ కదండి అంటే నేను ఎందుకు మనం ఎందుకు దీన్ని అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసామంటే అది ఏదో ఒక ప్లాట్ఫామ్లో అంటే రేపొద్దున భోజ్పురి అంటున్నారు అదన్నారు అన్ని దాంట్లో డబ్ చేసింది ఎందుకంటే అందరూ చూడాలండి ఏదో ఒక ప్లాట్ఫామ్ రేపొద్దున టీవీలోనో ఎందులోనో రేపొద్దున ఆరు నెలల తర్వాత వచ్చినప్పుడు చూస్తే హ్యాపీ మనం చెప్పిన మాక్సిమం కానీ ఇంత ఈ రోజు ఇందాక చూపిస్తున్నాడు మన హీరో జూనాగఢ్ జైపూర్ పక్కన ఊర్లు ఇలాంటి చిన్న చిన్న ఊర్లలో కూడా house full shows on working day రేపు షో రేపు టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఫుల్ కృష్ణ జన్మాష్టమి ఈ రోజు ఇట్స్ వెరీ వెరీ టెరిఫిక్ అని చెప్పి సార్ ఇదంతా very happy but all credit goes to definitely director and ప్రాణత్యాగం చేసే ఉంటేనే దానిని పొందగలవు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను hmm. మన సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ టెరైన్స్ ఉన్నాయి hmm. ఆ డిఫరెంట్ డిఫరెంట్ టెరైన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి సో hmm. మనం వెళ్తున్నప్పుడు రాత్రి లేదు పగలు లేదు hmm. ఎండ లేదు వాన లేదు మంచు లేదు కూడా లేదు కాదు మీకు తెలుసా మనము స్నో పడుతుందా వెళ్ళాం కదా స్నో పడితే మనకి ఏంటంటే ఆ రోడ్ లొకేషన్కి వెళ్ళలేమండి ఆ లొకేషన్ వెళ్ళకపోతే మనకు మళ్ళీ ఆ రోజు Anupama shooting for another movie తన డేట్ ఉంది ఆయన డేట్ లేదు హర్ష లేడు సో ఎట్టి పరిస్థితులు పడకూడదు అన్నప్పుడు పడింది నుంచి పడిన తర్వాత మనం వెళ్తుంటే బార్డర్ ఆర్గనైజేషన్ వాళ్ళు క్లియర్ చేయాలి కదా అప్పుడప్పుడే క్లియర్ చేస్తున్నారు కొన్ని ప్లేస్ క్లియర్ అవ్వలేదు మీరు యాక్చువల్లీ అది చెప్పండి అంటే నిజంగా ఇప్పుడు నాకైతే చెప్పలేదు చెప్తున్నాను కదా అది ఏం లేదు బేసిక్ ఏంటంటే అప్పుడు ఆయన ఫేస్ చూసిన ఎక్స్ప్రెషన్ నేను ఎలాగైనా తీసుకెళ్దాం ఆయన ఆయన ఆయన రిస్క్ ఇది డేంజర్ అంటారు నేనేమో సినిమా ముందు నుంచి రోడ్ ఉంది లేదు కనబడుతుంది కళ్ళతో మంచు అసలు రోడ్ లేదు దాని తర్వాత వెనక్కి వెళ్ళిపోతా అన్నారు మధ్యలో మరి అంటే చచ్చిపోయేలా ఉంది అక్కడ ఐసికల్స్ మొత్తం గట్టగట్టేసి కార్ మీద పడ పడ్డా అది అయిపోతున్నాయి సో అప్పటికి మీరు ధైర్యం చేసి ఆ స్కిడ్డింగ్ దాంట్లో కూడా వచ్చారు అందరూ that is really really great road నిజంగా లేదు ఇంకొకటి ఏంటంటే ఒకసారి లేదు మీ ఎక్స్ప్రెషన్ సార్ ఇలా వెళ్తాను కారు బ్రేక్ నొక్కితే వెనక్కి <laughs> పక్క అంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోయిన రోడ్డు ప్రకారం వెళ్ళిపోవచ్చు ఆ లోయలోకి ఇట్లా తిరుక్కుంటూ వెళ్తుంది సార్ అంటే సోని అతను <laughs> సోను సోను సెల్ఫీలు తీసుకుంటున్నాడు అరే పోతుందండి చిన్న ఏం కాదు సార్ ఏం కాదు సెల్ఫీలు తీస్తాడు అసలు కానీ అదొక్క was really really mad and మనం ఇఫ్ యూ రిమెంబర్ ముందు రోజు ర్యాన్ ఆఫ్ కచ్లో ఫిఫ్టీ ఫోర్ ఎంత ఉండింది టెంపరేచర్ ఫిఫ్టీ దగ్గర దగ్గర ఉండింది నెక్స్ట్ డే స్విచ్ మనం వెళ్ళేసరికి అక్కడ మైనస్ సిక్స్టీన్ మైనస్ ఫోర్టీన్ ఎంత ఉంది అసలు ఆ స్విచ్ తర్వాత మొత్తం అయిపోయిన ఒక రోజు గుర్తుందండి పైన స్పితి వ్యాలీలో చేయాలి రోతం పాస్ అని దాటి స్పితి వ్యాలీలో చేయాలి సో మూడింటికి లాగాలి మీరు గూగుల్ చేశారు కింద భోజనం చేసినప్పుడు మైనస్ ట్వంటీ సిక్స్ అనేది సార్ ఇప్పుడు మనం మైనస్ ట్వంటీ సిక్స్ లో ఏం చేయబోతున్నాం సీన్ చెప్పండి ముందు సీన్ అడగడు first time for ever first time for ever అంటే మైనస్ ట్వంటీ సిక్స్ పాపం వీళ్ళ సీన్ ఏంటి ట్రక్ పైన ఇలా గాల్లో అసలు మళ్ళీ అందులో చలి ఎదురుం గాలి గ్లౌజ్ అనడానికి లేదు అందుకే అది కాపాడుకోవడానికి అక్కడ మాధవ్ చేసాం సరదాగా నేను అడుగుతున్నాను తిట్టుకోవటము ప్రయాణము అదే అనుకోలేదు కానీ కొత్త అనుభూతి భయం కమిట్ అయ్యే ముందు అక్కడి నుంచి ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ద్వారకా రావడానికి మంచి జర్నీ ఉందండి కొంచెం దూరం అయిన తర్వాత ఆకలి అవుతుంది ఎక్కడ నాపంటే నైవేలుతా ఎక్కడో సినిమాల్లో చూపించినట్టు బాగా ఖాళీ గుండి చిన్న ఎడ చిన్న ఉది అని ఏదో చిన్న గూడ్లాగా ఉన్న అక్కడికి వెళ్తే డోకలాలో ఏదో పిండి వేస్తున్నాడు సరే అది తిన్నాక మా మేకప్ నారాయణ ఉన్నాడు రేపటి నుంచి ఒక పది బిస్కెట్ ప్యాకెట్లు బ్యాగులో పెట్టుకోవాలి సరే అర్థమైంది ద్వారకా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ రెడీ అయిపోయి సీన్లోకి వచ్చాం ఇంకా కథ కూడా ఏం లేదు రెడ్డి గారు తర్వాత చెప్తా మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మామయ్య ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారని చెప్పి సీన్ చేసాము అసలు ఒక అనుభూతి అనమాట అక్కడ లక్కీగా ద్వారకాలు గుర్తుపట్టి గుళ్ళోకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయించారు ఇంకా మహా అంటే అది రాసి పెట్టుంది గర్భగుడి మీద షూటింగ్ ఆ పక్కన దాని పక్కనే షూట్ అంటే రాసి పెట్టి ఉండాలి నన్నండి ఒక ఒక ఆవిడ కృష్ణ భక్తురాలు ఒక ఆవిడ ఇట్లా బొట్టు కనబడితే ఏమండి మేము కార్తికేయ టూ సినిమా చేసాం రాబోతుంది దాంట్లో నేను కృష్ణుడు భక్తుడు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారండి కృష్ణుడు భక్తుడుగా చేశారు మీరు మా ఇంటికి వచ్చి మా కృష్ణుడిని చూడండి సార్ ఒకసారి అన్నది అసలు రోమాలు లెక్కపరుచుకుంది అంటే ఆవిడ ఫీల్ అయింది కృష్ణ అలాంటి భక్తులందరూ నా నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయింది రాధ అని తను ఈ ఇస్కాన్ సంబ కృష్ణుడికి సంబంధించిన పేరేంటండి రాధ అయ్యా అదే మేము అదే అనుకున్న ఆశ్చర్యపోయాం నీ పేరు పెట్టినందుకు నువ్వు అలా అయ్యావని కాదు కాదు అంటే నన్ను అడిగారు కృష్ణుడు క్యారెక్టర్ చేసావు కదా నీకు కృష్ణ కృష్ణ భక్తి కలిగిందా అన్నారు నిజంగా సార్ భక్తి కలగటం అనేది కూడా ఒక వరమే అది కలగటం అనేది కూడా ఒక వరమే కానీ ఆయన నేర్పించి మనకు తెలుసుకోవటం ఆయన గురించి తెలుసుకోవటం ఇది మంచి లెసన్స్ అమీర్ గారు అంటే నిన్న అంటే చాలా మంది తెలియదు ఢిల్లీలో మనం షో చేసాము and huge response from the influencers there అలాగే అనుపమ్ కేర్ గారు ఓన్గా ఆయన ఫ్రెండ్స్ అండ్ మీడియాని ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు వావ్ సో బాంబేలో ఆయనే షో సపరేట్గా చేసి ఆయనే ఇన్విటేషన్స్ పంపించి సో uh, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని మీరు ఫస్ట్ రాసుకున్న సీన్ అదే అన్నారు కదా దాన్ని అనుపమ్ కేర్ గారు చేయటం అనుపమ్ కేర్ గారు చేయటం దాన్ని బ్లెస్డ్ అంటే అన్ని కుదురుతాయి ఈ సినిమాకి నేను చెప్పాను కదండి ఆఖరికి చివరాఖరికి డేట్ ఈ డేట్ వచ్చి కరెక్ట్ గా వన్ వీక్లో పికప్ అయ్యే టైంకి జన్మాష్టమి hmm. ఎలా కుదిరిందో అనుపమ్ గారి గారు కూడా అలాగే కుదిరండి లేదంటే ఇంత చక్కటి టీం ఇంత చక్కటి వాట్ యూస్ దట్ క్యాస్ట్ అంతా కుదరడం అనేది ఇంకంతే నిజంగా సినిమాని సెట్ చేసుకుంటుంది అంట సినిమాని సెట్ చేసుకుందండి అంతే ఆయన సెట్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ వివిఎఫ్ఎక్స్ మీకు బాగా నచ్చింది ఇంకా వేరే డిపార్ట్మెంట్ నాకైతే అంటే I love the acting department అందరం బట్ ఐ థింక్ సురేష్ ఉన్నారు కదా సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ అతను కూడా is done a good job because blend అయిన ఆయనకి ఇచ్చిన బడ్జెట్లో అంటే డైరెక్టర్ ని విఎఫ్ఎక్స్ని సెట్ని అన్నిటిని బ్లెండ్ చేయడం అనేది cinematography cinematography yes obviously Karthik Ghattamaneni ఆ రెండు విజువల్స్ పరంగా అండ్ బీజిఎం పరంగా the cinema is is in international standards అంటే దట్స్ వాట్ ఎవ్రీబడీ అవును అన్నారు అదొక్కటే కానీ కార్తిక్ గారే ఎడిటర్ అవడంతో దరిదాపుగా అన్ని సినిమా చూస్తుంటే ప్రతిదీ ప్రతి చేసింది ప్రతిదీ ఉన్నట్టుంది సార్ దాంట్లో అంటే ఎంత అవసరం అనేది ఆయనకి ముందే ఎడిట్ చేసుకున్నట్టుంది ఐ థింక్ uh, ఇదంతా నా ఫేవరెట్ కానీ the blend of animation and the reality I think uh, అది చాలా కొత్త ఇది నాకు నరేట్ చేసినప్పుడు కూడా ఐ హ్యాడ్ మై డౌట్స్ ఇప్పుడు యానిమేషన్ అంటున్నారు ఇది కామెడీ కామెడీ అవుతుందా అని if it was not like అంటే ప్రాపర్గా కన్విన్సింగ్గా చే కాకపోతే it's not just in the beginning that it comes and go throughout the film there are episode episodes అనమాట I I found it very interesting Even like, for that matter, Karthikeya one also. Uh, it has very good uh, VFX yeah, episodes VFX, and yeah. they came out really well. Yeah. Map into చేసాం సో uh-huh. దానికి నెక్స్ట్ లెవెల్ ఏమైనా చేయాలి అని చెప్పి డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ గురించి కూడా వీళ్ళు చెప్పారు చాలా బాగా ah, వచ్చింది అనుకుంటే నేను నాకు అప్పుడు కూడా స్కెప్టికల్ గా ఉన్నాను బట్ చూసినప్పుడు I really like it so I think వచ్చింది కదా ఫైనల్లీ యా యా లేకపోతే ఇప్పుడు మళ్ళీ మారుస్తారు kids are loving it that's my most favourite department has to be music and Kaala Bhairava yeah Kaala Bhairava that అక్కడ మొత్తం అంటే from the beginning to the ending like ఎలా బ్లెండ్ అవ్వాలో ఒక flow like the cinematography the music the sound ని సో చూసిన వాళ్ళకి it only becomes an experience when all of them are hand in hand అయినా బంగారం నాకు మంచి బీజియం ఇచ్చారు ఇంట్రొడక్షన్ లోనే I like wow beginning introduction లోనే ఒక డున్ డున్ ఇచ్చి కన్ను ఇలా చూడగానే డంగ్ మామూలుగా జనాలు గుండెల్లో మోగు ఈ రోజు థియేటర్ కూడా అంతమంది ఎందుకు వస్తుంది uh, అంటే నాట్ జస్ట్ uh, అంటే మంచి సినిమానే కాదు థియేటర్ సినిమా అని చెప్పి కూడా వస్తున్నారు ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితేనండి ఫైన్ సినిమాటోగ్రఫీ గురించి ఈఎఫ్ఎక్స్ అండ్ ఆర్ట్ అన్ని మాట్లాడారు కదా ఇందులో పర్టికులర్గా చాలా రోజుల తర్వాత ఒక స్పెసిఫిక్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారంటే మాటలు మాటలు ఫెంటాస్టిక్ hmm. అండి నిజంగా అసలు అంటే అంటే నాకు కార్తీక్ ఎంత సింకో ఈవెన్ మనీ కూడా అంతే సింక్ అంట Manibabu Karanam it it fantastic job ఒక మినీ మహాభారతం రాశారంటున్నారు తెలుసా ఇన్స్టాగ్రామ్ <laughs> మినీ మహాభారతాన్ని అలా కళ్ళ చూపించారు నాకు డౌట్ ఉంది అబీర క్యారెక్టర్ గురించి ఒక యానిమేషన్ అంటే ఒక మంచి కథ చెప్పి దాని గురించి అది క్రియేషన్ అండి ఉందండి లేదండి నేను నేను మామూలుగా మామూలు భాగవతంలో కూడా అందరూ అంతా అయిపోయిన తర్వాత అబీరా అనే ఒక తెగ ఉంటుందండి ఒక తెగ మామూలుగానే ఉంది ఇప్పుడు తర్వాత అర్జునుడితోనూ వాళ్ళతోనూ అంతా యుద్ధం చేసింది కూడా ఆ తెగే వాళ్ళకి కృష్ణుడు అంటే పిచ్చి చాలా ఇష్టం నిజంగానే ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వాళ్ళని తీసుకురాలేదు అందుకే వాళ్ళు ఆ ఉన్మాదం వచ్చి వాళ్ళు ఫైట్ చేశారు దాని దే ఆర్ సెటిల్ ఇప్పటికీ ఉన్నారండి చాలామంది చాలామంది ఇంకా దేశం అంతా వాళ్ళు వాళ్ళు ఉన్నారు బాగా సెటిల్ అయిన వాళ్ళు అందులో మంత్రులు ఉన్నారు ఐటీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారండి బాగా సెటిల్ ఉన్నారు బట్ వాళ్ళలో కొంతమంది నిజంగానే ఇంకా మారుమూల కొన్ని కొన్ని చోట్ల అలాగే కూర్చుని they are worshipping Lord Sri Krishna కానీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు అద్భుతాలు ప్రమోషన్లు అద్భుతాలు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి నిజంగా సార్ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న భక్తుల్ని ఒక ఆవిడని చూస్తే ఈవిడొచ్చి నలభై ఏళ్ళు అయిందంటే ఆవిడ ఎయిటీ ఇయర్స్ అక్కడ ఉండిపోయింది ఈయన ఇక్కడ పూజారి అంటే ఒక జాబ్ ఆయన ఎవరో రష్యా ఎవరో పూజారి అక్కడ అంటే మనోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మన గురూజీ గారు కానీ అందరు చాలా మంది ఉన్నారు అవి చూడటం అన్ని ప్రతిదీ కదా అంటే నిజంగా నాకు కూడా అప్పుడే అయిపోయింది ఏంటి సినిమా నట్టే ఉంది నాకు అంటే టూ ఇయర్స్ కష్టపడ్డా అనుపమ రోజు అంది స్టేజ్ మీద when she was very emotional and చేసి దట్ నాకు అప్పుడు అనిపించింది అవును కదా ఇంకా కొంచెం ఉంటే బాగుండని బట్ లక్లీ పబ్లిక్ థియేటర్స్లో దాన్ని తీసుకెళ్ళి దాన్ని మాక్సిమం ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తున్నారు కాబట్టి కానీ సార్ ప్రతి డిపార్ట్మెంట్ ఆ పోస్టర్ల డిజైనింగ్ కూడా వెనకాల అది పెట్టి అసలు అనంత్ అండి అనంత్ ఇది పోస్టర్ డిజైన్ అనమాట అనిపించాడు అసలు చెప్పాను గుర్తుందా ఆ పేరు పైనే ఆ స్టోరీ ఉంది వై hmm. ఆ స్నేక్ అన్నది ఆ పేరు ఉంది hmm. అంటే hmm. అదే అందులో అలా కుదిరిందండి ah, మేము టూ అని పెట్టకుండా దానికి పామ్ వేసి సంతను ఇది నువ్వు ఆపలేని యాగం నేను సమిధని మాత్రమే ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలయ్యింది ప్రాణత్యాగం చేసే ఉంటేనే దానిని పొందగలవు అసలు కృష్ణుడేంటి ఈ కథని ఆయనే నడిపించడం ఏంటి ఒక పూసల దండ ప్రతిదీ నీకు సంబంధమే ప్రతిదీ నీ మీద ప్రభావం అదండి ఫైనల్గా మనం నిజంగా కృష్ణుడికి ఇవ్వాల్సిన క్రెడిట్స్ ఇచ్చాం ఆయనకి ఇచ్చాం మన టెక్నీషియన్కి ఇచ్చాం క్యాస్టింగ్ అందుకు ఇచ్చాం ఇంకా మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ప్రేక్షక దేవులకి అవునండి ప్లీజ్ ప్రేక్షకులు థ్యాంక్ <clears throat> యూ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి మీ గుండెల్లో పెట్టుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు రెండు చేతులు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం ఈరోజు గ్యారంటీగా పిల్లలు అడుగుతారు కృష్ణాష్టం అంటే ఏంటి కృష్ణుడు అంటే ఏంటి అని మరి మనకి టైం నుండి కుదిరితే చెప్తే ఓకే ఏదన్నా ఉంటే సరదాగా ఈ సినిమాకి తీసుకెళ్తే సగం చెప్పేసినట్టు అందులో కృష్ణాష్టమి రోజు ఈ రోజు చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఇంపాక్ట్ చాలా అందులో పిల్ల బాగా అర్థమయ్యేటట్టు పిల్లలకు కూడా బాగా ఎక్కేటట్టు యానిమేటెడ్ అందరిని పెట్టి చాలా బాగా చేశారు చూసి ఎంజాయ్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనుకుంటే చూడండి thank you so thanks everyone అండి జస్ట్ నాట్ అంటే హిందీ ప్రేక్షకులు కూడా మేము వెళ్తున్నాం వెళ్ళేసి అక్కడ ప్రమోషన్స్ అవన్నీ చేస్తున్నాం కానీ ఫస్ట్ మీ అందరికీ ఎస్పెషల్లీ ఇక్కడ చూసి సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా thanks and I hope we come with another good story for Karthik యాత్రి and more good subjects first of all thank you so much మన అందరం లైక్ వీలైతే లైక్ ట్వంటీ నైన్టీన్ అప్పటి నుంచి కదా స్టార్ట్ చేశారు ఈ జర్నీ నేను ట్వంటీ ట్వంటీకి వచ్చి మేము షూట్ స్టార్ట్ చేసాము అందరూ నమ్మి చాలా పాజిటివ్గా తీసిన ఒక సబ్జెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు so thank you very very very much from the bottom of my heart ఫస్ట్గా మా సినిమాని ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ మీ సపోర్ట్ మీ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ ఆ టైంకి అంత జెన్యున్గా ఆర్గానిక్గా అది అలా బయటకు వెళ్ళకపోతే ఇది వైల్డ్ ఫైర్ లాగా ఇలా స్ప్రెడ్ అయ్యేది కాదు so thank you so much for that ఈ Krishnashtami you have another special activity to do every year కృష్ణాష్టమిలా కాకుండా ఈ కృష్ణాష్టమి ఆ సినిమాకి వెళ్ళండి చూడండి అందరూ it will be worth it Krishnashtami అయిపోయి కూడా చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి and like I always said it's an experience థియేటర్కి వచ్చాక you leave out with an experience thank you so much మీరు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి